hi friends welcome to my channel పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టపడి తినే వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బాండీ పెట్టుకుని దానిలో నూడిల్స్ ఉడికించడానికి తగినన్ని నీళ్లు పోసుకుని బాగా మరిగించాలి నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మరిగే నీళ్ళల్లో కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె వేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు నూడిల్స్ని ఏమాత్రం బ్రేక్ చేయకుండా అలానే నీళ్ళల్లో వేసేసుకుని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలి గట్టిగా కదిపితే నూడిల్స్ విరిగిపోతాయి కొద్దిసేపు అంటే ఒక టూ మినిట్స్ నూడిల్స్ని అలాగే నెమ్మదిగా మూవ్ చేస్తూ ఉంటే అవి మొత్తం విడిపోతాయి చూసారా ఎంత చక్కగా విడిపోయాయో నూడిల్స్ మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతాయి ఎందుకంటే మొత్తం ఉడికితే ముద్దగా అయిపోతాయి అందుకే ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మనకు కావాల్సిన విధంగా నూడిల్స్ ఉడికిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక చిల్లుల బొట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాక పైనుంచి కొద్దిగా చల్లటి నీళ్ళు పోసుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో కాదండో ఈ నార్మల్ వాటరే ఎందుకంటే నూడిల్స్ ఉడికిన తర్వాత వాటికి కొద్దిగా జిగురు ఉంటుంది ఇలా పైనుంచి నీరు పోయడం వలన ఆ జిగురు పోయి నూడిల్స్ చక్కగా విడిపోతాయి అంత పర్ఫెక్ట్గా నూడిల్స్ రెడీ అయిపోయాయో వీటిని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ఫైనల్లీ మనం నూడిల్స్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బాండి పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకుని ఒకసారి వేయించుకోవాలి నూడిల్స్లో capsicum spring onions cabbage carrot beans ఇలా ఎవరికి ఇష్టమైన వెజిటబుల్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అయితే క్యాబేజ్ కంపల్సరీ రిమైనింగ్ అన్నీ ఆప్షనల్ ఉల్లిపాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన క్యాబేజీ క్యారెట్ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు అలాగే కొద్దిగా కరివేపాకు ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే చాలు వెజిటబుల్స్ మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా టమాటా సాస్ స్వీట్ ఇష్టపడేవారైతే ఇంకో కొద్దిగా వేసుకోవచ్చు అలానే చిల్లీ సాస్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం వెజిటబుల్స్ అంతటికీ కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకోవాలి ఫైనల్గా నూడిల్స్ని కూడా వేసేసుకుందాం ఈ విధంగా వేసుకుని రెండు గట్ల సహాయంతో నూడిల్స్ని జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా కలిసిపోయాను చివరిగా కొద్దిగా వైట్ పేపర్ పౌడర్ వేసుకోవాలి వైట్ పేపర్ పౌడర్ వాడడం వల్ల స్పైసీగా ఉంటుంది at the same time noodles colour కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది స్పైసీనెస్ గురించి రెడ్ చిల్లీ పౌడర్ వాడితే కనుక నూడిల్స్ అంతా కలర్ మారిపోయి లుక్ పాడవుతుంది సరిగా వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేసేసుకుందాం అంతే వేడివేడిగా వెజ్ నూడిల్స్ తినడానికి రెడీ అయిపోయాయి పైనుంచి కొద్దిగా నిమ్మరసం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఛానల్ నోటిఫికేషన్ గురించి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ